ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష లక్ష్మితో సయ్యాటలాడిన సద్గుణుడు మరతుపాకుల గస్తి తిరుగు పోలీసులు సిగలంట కాల్చిన సిచ్చురవ్వ జన్మభూమికి రక్త సంతకం అనరించి జేజేలు కొట్టిన సింహబలు దేశ సందిప్తి బ్రిటిష్ మృగముల వెంటాడి తిరిగిన వేటగాడు కత్తికిని కత్తి చూసిన కర్మజీవి వైరి మోకలు కోసిన కత్తి దేశమో దేశమో అంటూ దేశమునకు బుసలు కొట్టిన మనగాడు బోసుబాబు జై సుభాష్ చంద్రబోస్ జై సుభాష్ చంద్రబోస్ జై సుభాష్